సంస్కరించుకునే ఒక విద్య కావాలా అది ఉంటే చాలదు వ్యత్యాసం చూసి ఎవరికి ఏ సంస్కారాన్ని ఇవ్వాలా ఎక్కడ ఎలా చేయాలా అనేది కూడా కావాలి ఇది చాలా ముఖ్యమైనది చూడడానికి అంతా ఒకటిగా ఉండడం చాలా సింపుల్గా అనిపిస్తుంది ఈజీగా అనిపించేస్తుంది ఇంతే కదా అంటారు కానీ నాట్ ట్రూ నాట్ ట్రూ హాస్పిటల్కి పోతే ఆయన అదే కదా ఇంజక్షన్ ఇస్తాడు రెండు మాత్రలు వేస్తాడు పంపించేస్తాడు అంటే అందరికీ ఒకటి వేసినట్టు కనిపిస్తుంటుంది నాట్ ట్రూ ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎప్పుడు ఎలా సంస్కరించాలో జరగాల జనరల్గా చెప్పడం చాలా సులభంగా ఉంటుంది కానీ స్పెసిఫిక్గా ఒక్కొక్క వ్యక్తిని సంస్కరించడం అనేది చాలా గొప్ప పని అది చాలా గొప్ప పని కంసర్వాడ ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క లింక్ను జాగ్రత్తగా తయారు చేయాలి కదా ఒక లింక్ కనుక సరిగా లేకపోతే ఏమవుతుంది ఆ చైన్ ఎక్కడో తెగి పోగొట్టుకుంటుంది మొత్తం చైన్ అయిపోతుంది ఆ విధంగా ప్రతి ఒక్కటి చేయాల్సిన పని ఉంది మనము ఎస్పెషలీ ఈ జ్ఞానాన్ని పంచుకునే వాళ్ళము ఈ జ్ఞానాన్ని గౌరవించేవాళ్ళము ఎందుకంటే ఇవన్నీ సంస్కారానికి సంబంధించినటువంటి ప్రక్రియలు కాబట్టి ప్రాణాయామం కావచ్చు ధ్యానం కావచ్చు ఇక నేర్చుకునే విషయాలు కావచ్చు అన్నీ సంస్కరించేవి కాబట్టి ఇవి చేసేటప్పుడు మనకు చాలా శ్రద్ధ చాలా చాలా చాలా అవగాహన కావాలి చాలా కన్సర్న్ కావాలి ఎదుటి వ్యక్తి పైన నిజంగా ఒక ప్రేమ అభిమానం ఉండాలి అది లేకుండా ఏదో ఒక ఎంతమంది అని కిత్నే లోగా ఇది షోలే సినిమా గుర్తొస్తుంది క్లాస్ చేస్తాను ఎంతమంది అని అది is not simply by number but by really by focusedly working on every individual ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా సంస్కారం యొక్క ప్రభావాన్ని ఇవ్వాలి అందజేయాలి అట్లే ప్రతి వ్యక్తి కూడా తన యొక్క జీవితం యొక్క విలువ తెలుసుకోవాలా నువ్వు ఏమైనా చేయి చచ్చిపోతావు కానీ ఏమీ చేయకుండా చచ్చిపోవడానికి అదేమో చేసి చావు అనగా ఆ చేసేదేదో ఎట్లా చేసేదాన్ని సిద్ధమైనప్పుడు అది ఏం చేసేది ఏదో ఒక సంస్కారం వైపు అడుగుపెట్టు ఎంత బాగుంటుంది జీవితం దీన్ని తెలుసుకోవాలి నాకు చాలామంది కాంటాక్ట్ చేస్తుంటారు ఫోన్ చేస్తుంటారు వస్తుంటారు పోతుంటారు వాళ్ళు ఏదో సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు లేకపోతే వాళ్ళు ఏదో మంచి పనులు చేసిన చెప్తుంటారు బాగుంటుంది వింటుంటాం బాగానే ఉంటుంది ఏదో వాళ్ళగా వాళ్ళు పలకరిస్తే తప్ప నేను పోయి సత్సంగాలు అవి చేయడం లేదు నేను ఎక్కువ భాగం ఊరికే జనరల్గా వెళ్తుంటాను మన సినిమా ఫీల్డ్లో పోయి సినిమా వాళ్ళతో పోయి కూర్చుని అక్కడ ఒక ఇరవై రోజులు వాళ్ళతో పాటు గడిపాను అట్లనే వాళ్ళది ఒక ప్రపంచం అదొక ప్రపంచం ఆ ప్రపంచంలో వాళ్ళు ఇరవై నాలుగు గంటలు వచ్చేయాలి ఇవి చేయాలి ఇవి చేయాలి ఎంత ఇదిగా పనిచేస్తుంటారంటే ఆర్మీలో కూడా అట్లా పనిచేయరు అట్లా చూస్తుంటారు they be doing with such ఇంటెన్సిటీతో వర్క్ చేస్తుంది సో వాళ్ళతో కూర్చొని వాళ్ళు కొద్దిగా రిలాక్స్ అయినప్పుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటే అయ్యా మీరెవరు మీరు ఏం చేస్తుంటారు ఒక రెండు నిమిషాల వాళ్ళు మీరు చెప్పే విషయాలు చాలా లోతైన ఉన్నాయి మాకు ఎక్కడో ఇది ఎక్కడో కనెక్ట్ అవుతుంది ఏదో మిస్ అయిపోయాం మాకు ఇంకొంచెం తెలుపుతారా అని వాళ్ళు వెనకలు వస్తుంటే అదేం లేని ఊరికి నేను ఏదో చెప్పాను పిచ్చి మాటలు వదిలేసేయండి అదేం కాదు ఒక ప్రపంచంలో అట్లా వెళ్ళి చూస్తే ప్రతి ఒక్కరిలోనూ జరుగుతున్నటువంటి ఈ ద్వంద్వము ఘర్షణ ఈ సంస్కారానికి సంబంధించినటువంటి ఒకటే మీకు లోపల ఒకటి ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంది ఏదో చేయాలని అయితే ఇంటెన్సిటీ లేదు ఇంటెన్సిటీ అంటే ఏం కావాలా తపం అంటారు ఇంటెన్సిటీ అంటే తపం ఊరికే కాదు దాని గురించి సాధించాలి సాధించి శోధించుటే అదే ధీరగుణం అని చెప్పి దాని గురించి బాగా దాన్ని లోతుగా పరిశీలన చేయాలా దాని గురించి ఎంత రిస్క్ అయినా తీసుకుని ముందుకెళ్ళాలా ఏముందండి ఏదో పొద్దుపోగట్లగా వచ్చాను ఆయన సత్సంగం అన్నారు తర్వాత ఏదో ఇదన్నారు మంచిదే not that is not wrong అని చెప్పడం మరి మీరు అది తప్పంటున్నాను అనుకోకండి మీలో ఏదో ఒక విషయం పోనీ ఇవన్నీ వదిలేసి పోనీ నీ చదువు గురించైనా నీకు ఆ తీక్షణత ఉందా పోనీ అవన్నీ వదిలేసి నీ భార్య పిల్లలతో ఏదో ఒక అద్భుతమైన ఒక అనుబంధం ఒక ఆనందం పొందాలని తీక్షణత ఉందా వాటిలో కూడా నీకు నీరు గారిపోయాడు ఏముందండి ఇంతే కదా ఏముంటాం పోతాం ఇంతే కదండి అనడము నీకు పరిపాటి అయిపోయిందా అంటే యు ఆర్ రాంగ్ మీరు ఎస్ఎస్వైని పూర్తిగా పూర్తిగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు పూర్తిగా misunderstand SS is not passive acceptance SS వై ప్యాసివ్గా జీవించడం కాదు కాదు ఇంటెన్స్గా జీవించడం నేను ఎప్పుడు గురూజీని అట్లా చూడలేదు ఎట్లా ఇట్లా చూడలేదు నేను గురూజీ వాస్ కళ్ళు అలా దూసుకుపోయి లోపలికి పోయి బాణంలాగా ఉండేది ఎందుకంటే ఇట్ సో ఫోకస్ అయింది భయం వేసేది చాలామంది ఆయన అంతా నిన్ను ఇట్లా నిలబడితే ఇట్లా చూస్తే నువ్వు ఇట్లా అయిపోవాలి ఏం చేస్తాను ఏం గాడిదలు కాస్తానా అనేటట్టు చూసేవాడు what are you doing so ఆ ఒక తీక్షణత ఇవ్వాలి ఏదో ఒక విషయం పైన తీసుకుంటే మీ లైఫ్లో గొప్ప మార్పు వచ్చేస్తుంది గొప్పది సంక్రమణం జరుగుతుంది సంక్రమణం అంటే ఇదే సంక్రమణ అంటే ఏమంటే ఏ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట ఓకే ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి